డైనింగ్ టేబుల్ ఇది made in Malaysia ten numbers దీని మీద కూర్చొని భోజనం చేయొచ్చు చాలా పెద్దండి ఇది దీని ప్రైజ్ వచ్చి చూద్దాం ఇది Kuwait gulf area Kuwait dinars ఆరు వందల తొంభై దినార్లు ఇది ఇండియా డబ్బులు వచ్చేసి లక్ష యాభై వేలు table dining table made in Malaysia చూసారు కదా రీతి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది టెన్ నెంబర్స్ కూర్చొని భోజనం చేయొచ్చు బాగుంది కలర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది వచ్చి కంచు ఇది మెటీరియల్ కంచు మాట ఇదంతా దాంట్లో కొంచెం వాటర్ పడినా ఏం పడినా తుప్పట్టదు అంతా కంచు అండి ఇది రాగి కంచు కలిపి ఉంటుంది మెటీరియల్ ఈ కాస్ట్లో వచ్చి లక్ష యాభై వేలు మన ఇండియా డబ్బులు చూడండి ఇది టేబుల్స్ ఇది మొత్తం డిజైనర్ అంతా ఇది రెండు వందల దినారులో కొయ్య డబ్బులు ఇంటికా డబ్బు వచ్చేసి నలభై ఐదు వేలు ఇది చెట్టు ఇదంతా బ్యాక్ సైడ్ ఏమైనా అంటే గ్లాసులు ప్లేట్లు ఇదంతా పెట్టుకోవచ్చు దీంట్లో ఫ్లవర్స్ బుకే ఇది వచ్చి నూట తొంభై ఐదు అన్నర్లు ఇది ఇది కూడా made in Malaysia from Kuwait ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఒక రూమ్లో చేరిపడేదంతా ఈ మాల్ వచ్చి కోయిట్ సిటీ సాల్మియా ఇండో దగ్గర ఉంటుంది సోయిక్ సోయిక్ industry area so made in Malaysia okay